రూల్ ప్రకారం ఒక రూల్ పెట్టుకున్నాం మనం అందరం పెట్టుకున్నదే ఇది ఆ రూల్ అందరూ పాటించాలి మనకి ఏమైందంటే ఇది నేనేదో పోరాటం అది అన్నారు కానీ ఏం లేదండి ఒక కంప్లైంట్ ఇచ్చాను అది నడుస్తోంది ఇంకాను పదిహేడు ఏళ్ళు అయిన తర్వాత ఎవరికి డబ్బులు ఇచ్చావా పేర్లు చెప్పు బాబు అని సుప్రీంకోర్టు అంటే ఆహా ఘన విజయం ఘన విజయం అనే పరిస్థితిలోకి వచ్చాం మనం ఏం చెప్పిందంటే ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావో చూపించి అది కూడా ఆ టైంకి నేను వెళ్ళాను వెళ్ళి నేను అడిగాను వాళ్ళు ఇచ్చేసామంటున్నారండి ఎవరికి చెప్పరు కోర్టుకి ఎవరు స్టేట్ గవర్నమెంట్కి ఎవరు కనీసం మీరు సుప్రీంకోర్టు అయినా అడగండి ఎవరికి ఇచ్చారో లిస్ట్ అడగండి అంటే అవును లిస్ట్ ఇవ్వడానికి అభ్యంతరం ఉంటుంది నెక్స్ట్ వాయిదా టైంకి ఆ లిస్ట్ ప్రొడ్యూస్ చేయండి అన్నారు అని జూలై పద్దెనిమిదికి వాయిదా వేశారు అంటే మూడు నెలలు ఆగాలి సరే అసలు ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు ఏంటి అన్నది వినేటువంటి అవకాశమే రాలే కేసు ఏంటి అసలు చాలామంది అనుకుంటారు నేను కేసు పెట్టానని నేను మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో కొట్టేశారన్న దాని మీద ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది మొన్న రెండేళ్ల క్రితం అది కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేయడానికి ఇష్టత చూపించలా కారణం ఏంటో నాకు తెలియదు కానీ విజయసాయి రెడ్డి గారి చేత అడిగించాను ఆయన అన్నాడు నేను కనుక్కొని చెప్తా అన్నాడు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఏమో ముఖ్యమంత్రి గారు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నారు తర్వాత మళ్ళీ నాకు బాగా స్నేహితుడు అమ్మటి రాంబాబు ఆయనకో చెప్పాను ఒకసారి అడగయా ఇదేంటిది స్టేట్ గవర్నమెంట్ రావాలి ప్రాసిక్యూట్ చేయవలసింది గవర్నమెంట్ నేను కాదు కదా అంటే ఆయన కూడా నేను మాట్లాడనే అంత అన్నకు కూడా చెప్పు అనవసరం టైం వేస్ట్ ఇది ఏం జరగదు అని అంటున్నాడు సరే నేనే వెళ్ళి ఎస్ఎల్పి వేశాను ఏదో ఊరికే మధ్యలో వదిలేటువంటి కేసు అని వేశాను వేసిన ఏడాదికో ఇప్పుడుకో టక్మని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి వేసింది నా దాంట్లో కౌంటర్ వేయటం కాదు డైరెక్ట్గా వాళ్ళకి ఎస్ఎల్పి వేశారు అప్పుడు అనుకున్నాను ఓహో జగన్మోహన్ రెడ్డి మన ఎందుకంటే టైం అది చూసుకుని ఉంటారు ఆ టైంను బట్టి మనం ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదు కాస్త తర్వాత వెళ్దాం అనుకుని ఉంటారు కరెక్ట్గా వచ్చాడు వేశాడు అంతే తప్ప నేను చేసింది ఏంటంటే ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ నన్ను పట్టుకు తిడుతుంటే నేను ఏం చేయను మీటింగ్లు పెట్టి నేను చెప్పాను బాబు నేనేం తప్పు చేయలేదు రామోజీరావు పారిపోతున్నాడు పట్టుకోండి రామోజీరావు డబ్బులు అందరికీ ఎగ్గొట్టేశాడు రామోజీరావు దగ్గర చిల్లి కావలేదు ఇలాంటి మాటలు నేను చెప్పలే నేను అడిగింది ఏంటి ఇదిగోనండి మీ అప్పులన్నీ మీరు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ల ప్రకారం మీ బాకీలు పదమూడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి మీరు తీసుకున్న ప్రజల దగ్గర తీసుకున్న ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన లెక్కలే మీరు ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు బాకీలు తీర్చాలంటే పదమూడు వందల కోట్ల రూపాయల లాస్లో నడుస్తున్న కంపెనీ ఎలా తీరుస్తారు చెప్పండి ఎలా తీరుస్తారో చెప్పండి ఆస్తులు అమ్మి తీర్చాలి తప్ప మీకు వేరే గత్యంతరం లేదు అవునా కాదా ఆ చివరికి ఏం చేశాడు ఆయన ఆస్తులు అమ్మి అప్పు తీర్చాడు మనం ఏం చెప్పామో అదే జరిగింది ఆయన ఏంటంటే ఆయన నేను నాకు మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఎవరికి ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ మనకు ఏమని తెలుసా మీరు చీటీ పాడుకున్నారు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ చెప్పండి పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకుంటాడా కంప్లైంట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే తీసుకుంటాడా ఎంఆర్ఓ తీసుకుంటాడా చిట్ రిజిస్ట్రార్ అని ఒకడు ఉంటాట ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మనకి నేను ఈ కేసులోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసిన ఈ చిట్ రిజిస్ట్రార్ అనేవాడు ఎక్కడ ఉంటాడని అంటే మనకు మామూలు రిజిస్టార్ ఆఫీస్ ఉంటుంది ఆ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కే ఈ చిట్ రిజిస్టర్ అనేటువంటి అది కూడా ఇస్తారట వాళ్ళ పని ఏంటంటే చీటీ ఏమంటే కొత్త చీటీ వేసామని ఎవడన్నా వస్తే వాడి దగ్గర వెయ్యో పదిహేను వందలు తీసుకుని సంతకం పెట్టి పంపించేస్తారు వెళ్ళి చేసుకో రూల్ ప్రకారం రిజిస్టర్ ఆఫీస్ అంటే మీకు తెలుసు కదా అన్ని రూల్స్ బయట లిస్ట్ కూడా కట్టేస్తారు దేనికి ఎంత డబ్బు ఇవ్వాలి టారిఫ్ ఈ మధ్య కొంత ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆగింది కానీ లేకపోతే అక్కడ అందరికీ తెలుసున్నదే ఎప్పుడు రిజిస్టర్ ఆఫీస్ మీదకి వెళ్ళినా సరే ఎవడోడు బుక్ అయిపోతాడు దానికి తగిలించారు ఇదంతా గవర్నమెంట్లు చేసిన తప్పులు దీనికి దాన్ని వాడుకుంటారు బిజినెస్ మ్యాన్ అన్న తర్వాత దాన్ని వాడుకుంటారు తేడా ఎక్కడొచ్చిందంటే ఈ మొత్తం గొడవ వదిలేసి రాజశేఖర్ రెడ్డి అన్నవాడు నన్ను వేధించడం కోసమే తీసుకొచ్చి అరుణ్ కుమార్ అన్నవాడిని పెట్టాడు ఈ అరుణ్ కుమార్ అనేవాడిని పట్టుకుని వీడిని ముందెట్టి నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఇది ఆనాడు రామోజీరావు గారి వాదన విచిత్రంగా ఈవేళ ఎలా మారిందంటే ఈ అరుణ్ కుమార్ అనేవాడు నన్ను కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని తీసుకొచ్చి అడ్డం పెట్టుకు వస్తున్నాడు ఏం చెప్తాం ఇందులో మీరు చేసింది ఏంటి అది ఏ రకంగా తప్పు నేను చెప్తున్న వాటికేంటి ఒకసారి మీరు మీటింగ్ పెట్టి చెప్పండి మీ మనుషులు ఎవరైనా పంపండి లేకపోతే మీ దగ్గరికి వస్తాను మీ స్టూడియోకి వస్తాను మీతోటే కూర్చుంటాను రెండు మాటలు చెప్పి మీరు చెప్పింది కరెక్ట్ అని మీ ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి విన్నాను అనుకోండి ఏమో ఎందుకంటే నాకు మీ మీద కక్ష ఉండడానికి అవకాశం ఏముంది ఎందుకు ఉండాలి డాల్ఫిన్ అప్పారావు కోపం ఉందంటే అర్థం ఉంది కానీ నాకెందుకు ఉండాలి కోపం నేను మామూలుగా ఉన్నవాడిని మీరు కాంగ్రెస్కి వ్యతిరేకి నా ఒక్కడికి కాదు కదా కాంగ్రెస్ పార్టీకి అందరికీ వ్యతిరేకి మీరు కాంగ్రెస్ ఎవడన్నా సరే వాడికి వ్యతిరేకంగానే ఉంటారు నాతోటి వ్యతిరేకంగానే ఉన్నారు అది నా ఒక్కడికి ప్రత్యక్షంగా కాదు నెక్స్ట్ మీ లెవెల్ ఏంటి మీరు పదిహేను వేల కోట్లో పదివేల కోట్లో ఎంత ఉంది టాప్ టెన్ పీపుల్ అనేదో లిస్ట్ వస్తే అందులో కూడా మీ పేరుంది ఆంధ్రాలో ఉన్న పది మంది టాప్ వాళ్ళలో మీరొకరు ఆ లెవెల్ వాళ్ళతోటి నేనేముంది అనామకుడిని నాకేమి ఆస్తులు లేవు ఒక మాజీ ఎంపీని ఇంకా మాజీగానే ఉంటాను ఇంకా రాజకీయం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వచ్చి మీతో ఎందుకు తలపడతాను ఒకే ఒక కారణం మీరు చేస్తున్న తప్పు ఆ తప్పు మీలాంటి వాళ్ళు చేస్తే ఆయన చేస్తేనే లేనిది మనం చేస్తే ఏం తప్పు వచ్చిందిరా అని అందరూ చేస్తున్నారు ఈవేళ ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా రూల్స్ ఫాలో అవ్వట్లేదు యాక్ట్ ఫాలో అవ్వట్లేదు మా రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు గారని నాకు బాగా ఫ్రెండు వాళ్ళ మన ఎర్రన్నాయుడు గారి బియ్యంకుడు ఇప్పుడు అతని కోడలు రాజమండ్రి ఎమ్మెల్యే అతన్ని అతని కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు చూడటానికి వచ్చారు నాకు అర్థం అవ్వలేదు అసలు ఆల్రెడీ రామోజీరావు గారు ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు అందరూ రామోజీరావు గారి కేసులో హైకోర్టు క్లియర్గా హైదరాబాద్ హైకోర్టు చెప్పింది నో కోయర్సివ్ యాక్షన్ అంటే మీరు అరెస్ట్లో అలాంటివి ఏం చేయకండి మీ ఎంక్వైరీ చేసుకోండి మీరు చేసుకునేవి చేసుకోండి కానీ కోయర్సివ్ యాక్షన్ ఏమి తీసుకోవద్దు అని అక్కడ తీర్పు వచ్చింది దాన్ని బేస్ అయ్యా వీళ్ళు వెళ్ళి రామోజీరావు గారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో చేసుకుని వచ్చారు రికార్డు చేసుకొచ్చారు అది ఆదిరెడ్డి అప్పారావు వరకు కూడా అప్లై అవ్వాలిగా ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినా బెయిల్ అపోజ్ చేయకూడదు కదా అసలు వీళ్ళు బెయిల్ అడిగేవాళ్ళు ఏమని అడగాలి ఏమంటే రామోజీరావు గారి కేసులో ఏదైతే ఇచ్చారో మాది కూడా సేమ్ చిట్ ఫండ్ కంపెనీ మాది కూడా ఇదే చేస్తున్నాం నన్ను ఎందుకు జైలుకి పంపుతారు నాకు బెయిల్ ఇవ్వండి ఆ కేసు అసలు కేసు తేలనివ్వండి ఆయనేమో రోజుకి పది కోట్ల రూపాయల వ్యాపారం అయింది నాది మొత్తం టర్న్ ఓవర్ పది కోట్లు నన్ను తీసుకెళ్ళి లోపల పెడతానంటారంటే అని ఈయన అడిగాడో లేదో అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చూడటానికి వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ ఈ మాట అనాలి కదండి రామోజీకి ఒక నీతిను అదే డప్పారావు ఒక నీతినా ఆయనైతే ఇంటికి వెళ్ళి మీరు చేస్తారా ఈయన మాత్రం అరెస్ట్ చేస్తారా అని అడగవలసింది ఆ మాట లేదు అసలు రామోజీరావు గారి పేరు ఎత్తలేదు రామోజీరావు గారికి ఏదైతే వెసులుబాటు ఇచ్చారో అది చిట్ ఫండ్ కంపెనీలో వైలేషన్ చేస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీలు అన్నింటికీ వర్తించాలి అది చదువుకో మేజిస్ట్రేటో జడ్జియో చదువుకోపోతే మన ప్లేటర్ చెప్పాలి ఏమన్నా ప్లేటర్ గారు శర్మ గారు అవునా కదా మన ప్లేటర్ చెప్పాలి ఏమండి సిమిలర్ కేసు ఇదే కేసులో అంటే తెలుగులో చెప్పరు ఇంగ్లీష్లో చెప్తారు ఇది కోర్టు కదా కోర్టులో తెలుగు మాట్లాడకూడదు ఇంగ్లీష్లో మాట్లాడతారు క్లయింట్కి అర్థం అవ్వకూడదు ఏం మాట్లాడుతున్నాడు క్లయింట్కి అర్థమైతే ఫీజు ఇవ్వడం మిమ్మల్ని కాదండి మామూలుగా ఇక వెళ్ళి చెప్పాలి కదా ఏమంటే ఇదే పది రోజుల క్రితం అయింది ఈ కేసులో పది రోజుల క్రితం ఇచ్చిన దాంట్లో రామోజీరావు గారిని అరెస్ట్ కానీ ఏమి చేయొద్దు అని ఒక తోటి వచ్చింది సేమ్ ఇది అది ఒకటే కేసు ఈ కేసులో ఈయన ఎలా అరెస్ట్ చేస్తారు చేస్తే చేశారు బెయిల్ ఎందుకు ఇవ్వరు అని ప్లేడర్ అడిగితే వెంటనే బెయిల్ ఇవ్వాలి హైకోర్టు ఇచ్చింది ఎప్పుడు కూడా బైండింగ్ కింద కోర్టు మీద సుప్రీంకోర్టు ఇచ్చింది హైకోర్టు మీద బైండింగ్ ఇవి అందరికీ మామూలుగా తెలిసింది మరి ఎందుకు నేను వెంటనే ఆదిరెడ్డి అప్పారావు గారు నాకు బాగా తెలుసు వాళ్ళు మేమంత కామన్ ఫ్రెండ్స్ నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు ఏమన్నా అప్పారావుని అరెస్ట్ చేశారట నేను అన్నాను ఆదివారం పొద్దున్న ఏ ఈ పోలీసు వాళ్ళకి ఇదే తప్పదండి ఇది ఆదివారం పొద్దున్న ఎందుకని చేయటం ఏ సోమవారం చేస్తే వెంటనే బెయిల్ వచ్చేసింది కదా ఆదివారం అంతా స్టేషన్లో ఉంచాలన్నా ఎందుకు చేస్తారో ఇలాంటి పనులు నాకు అర్థం లేదని కామెంట్ చేశాను రేపు వచ్చేస్తలే బెయిలని ఇప్పటికే ఆయన జైల్లోనే ఉన్నాడు ఇది వాళ్ళు చెప్పలేదా ఏం నాకు అర్థం లేదు ఇంత సింపుల్ కేసు ఇది జరుగుతూ ఉంటాయి అనమాట అవి ఏంటంటే రామోజీ ఎవడన్నా మనం మామూలుగా వింటూ ఉంటాం చట్టం ముందు అందరూ సమానమే అని నా ఉద్దేశంలో అంతకన్నా పచ్చి బూత్ ఇంకోట్లేదు ఏమి కాదు చట్టం అనేది డబ్బున్నవాడు నడిపిస్తాడు గవర్నమెంట్ కానీ మనకు అనుకూలంగా ఉంటే వెంటనే వెనక్కి తిరుగుతుంది చట్టం ఎందుకంటే మనం జడ్జీలు ఏమీ చేయలేరు జడ్జి ఒక ఆర్డర్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేయవలసింది గవర్నమెంట్ మళ్ళీ మెషినరీ చేయాలి జడ్జి చెప్తే అయిపోయింది అనుకుంటారా ఏమీ కావదు జడ్జి చెప్పినా ఆ కేసు పక్కన మారేస్తారు వీళ్ళు చేయరు చట్టం తన పని ఏం చేసుకో చట్టం చేత పని చేయించవలసిన బాధ్యత ప్రభుత్వానిది ప్రభుత్వం కరెక్ట్గా తీసుకెళ్లి పెట్టి చట్టం చేత శిక్షింపజేయాలి డైరెక్ట్గా ప్రభుత్వం శిక్షించకూడదు కాబట్టి మనకు అలా ఫోర్ పిల్లర్స్ పెట్టారు చట్టాలు చేయటం లెజిస్లేచర్ పని అవి అమలు చేయటం అడ్మినిస్ట్రేషన్ పని ఈ రెండింటి మధ్యలో ఏమైనా తేడాలు వచ్చి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తప్పు అని చెప్పవలసిన పని జుడిషియరీ పని ఈ మూడు కలిసిపోయి కనుక మోసాలు చేస్తుంటే ఇది తీసుకొచ్చి బయట పెట్టవలసిన పని ఫోర్త్ పిల్లర్ అదే జర్నలిజము పేపర్లు ఈ నాలుగు పిల్లర్స్ మీదే మొత్తం డెమోక్రసీ నిలబడుతుందని అనుకున్నారు నాలుగు కలిసిపోతే అది పాపం అప్పటి వాళ్ళకి రాలేదు రాసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టేశాం ఇంకా ఈ గోడచారి మీద గోడచారిని పెట్టాం వాడేం చేస్తున్నాడు వీడు చూస్తాడు వీడేం చేస్తున్నాడో వాడు చూస్తాడు ఈ నలుగురు ఉన్నారు కాబట్టి కరెక్ట్గా నడుస్తుంది వ్యవస్థ అని అనుకున్నారు తప్ప నలుగురు ఏకమై దోచేస్తే ఏం జరుగుతున్నారని ఆ రోజు ఆలోచించలేదు ఈ రోజు మనం ఆలోచించాలి ఇప్పుడు జరుగుతున్నది అదే ఇప్పుడు జరుగుతున్నది ఏమున్నది ఇంకా మరి రేపు పొద్దున గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ వచ్చిందనుకోండి రామోజీరావు గారి కేసు ఎక్కడుందో ఎవరికి తెలియదు దాని సంగతి ఎవడో పట్టించుకోలేడు నేను వెళ్ళాను అనుకోండి కోర్టు కోర్టులో పెడతారు పక్కన ఎందుకంటే కోర్టులో వాడికి ముప్పై వేల కేసులు నలభై వేల కేసులు ఉంటున్నాయి ఒక్కొక్క కోర్టులో మనకి జడ్జీలు ఈ మధ్య చూస్తున్నాను జడ్జీలకి సెలవులు ఎందుకు ఇవ్వాలండి అని జడ్జిగా మనం ఎవడన్నా వెళ్ళి ఒక రోజు కూర్చుంటే మొన్నడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటాం అంత భయంకరం వాడు అలా కూర్చుని ఉంటాడు వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు సంబంధం ఉండదు చెప్పింది వినాలి ఎందుకంటే వాడు పది లక్షలు ఇరవై లక్షలు తీసుకుని వచ్చాడు ఈ జడ్జి గారు ఏం మాడుతున్నావా అంటే వాడికి కోపం వస్తుంది నేను నీకు తెలియదా ఆ మాత్రం నాకు ఎంత ఫీజు ఇచ్చాడో నా దగ్గర ఏమి సబ్జెక్ట్ లేదు కేసులో ఏమీ లేదని నీకు ఆ మాత్రం తెలియదా నన్ను మాట్లాడలేకుండా అడ్డం పడతావా నీ మీద పిటిషన్ పెడతానంటాడు జడ్జి అలా వాడు వస్తాడు మొన్న కేసులో చూశాను ఓ ప్లేడర్ గారు వచ్చేది చెప్తున్నాడు జడ్జి గారు అడిగా ప్లేడర్లు ఎలా చెప్తారో వాళ్లే అనమాట అంటే నేను ప్లేడర్ని ఈయనకి నేను నాగార్జున రెడ్డిని అయిపోతాను అయిపోయి నేను మన I'm driving the car somebody has come అనగానే నువ్వెప్పుడు కార్ డ్రైవ్ చేసావని అనుకోకండి అంటే నాగార్జున రెడ్డి డ్రైవ్ చేసింది చెప్తున్నాడు అనమాట అది కోర్టులో పద్ధతి ఒక ఆయన వచ్చాడు ప్లేటర్ రాగానే జడ్జి గారు అడిగారు యువర్ విడో అన్నాడు అంటే అది ఏదో విడో కేసుకు సంబంధించిన విషయం నువ్వు విడోవా అని అడిగాడు నేను కొత్తగా ఆ మధ్య వెళ్తున్నాను కోర్టుకి ఇదేంటారు ఇది విడో అని అడుగుతాడు ఏంటి మొగాన్ని పట్టుకుని విడో అంటే లేడీస్ కదా ఇలా అడుగుతున్నాడంటే ప్లేటర్ గారు no no no no I'm not the widow sir that is a different case I'm concubine here అంటే ఉంచుకున్నదాన్ని నేను ఇది కోర్టులో అదో ప్రొసీజర్ రన్ అవుతుంటుంది జడ్జి జడ్జి గారి కేసు అవుతుంది వాయిదా వేస్తాడు నెక్స్ట్ ఇమీడియట్ కేసు వస్తుంది నెక్స్ట్ ఇమీడియట్ కేసు ఏంటి మార్గదర్శి కేసు రామోజీరావు ఇది వినాలి ఇది విని మళ్ళీ వాయిదా వేస్తాడు దాని వెనకాలే ఇంకోటి వస్తుంది మా ఇంటి పక్కన నన్ను లాగిపెట్టి లంకాయ కొట్టాడండి కేసు ఏంటి తేల్చండి అని ఇవన్నీ వాయిదాలు ఇది అష్టావధానమా నిజంగా జడ్జీలు ఈ సిస్టమ్ మారాలి ఈ సిస్టమ్ ఎక్కడో చోట ఈవేళ నా మాట ఈ జడ్జి గారికి చెప్పాను నేను అనుకుంటాను అబ్బా జడ్జి గారు తలవు పెడరా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు అవతల వాళ్ళని అడిగాడు ఏంటి నువ్వని గ్యారంటీగా కేసులో మనకు పాయింట్ ఉంది మూడు నెలల తర్వాత చూస్తే ఆ జడ్జి ఉన్నాడు ఇంకోటి ఉంటాడు ఈ తల ఊపడం ఇది ఎవరో నోట్ చేయరు మనమే నోట్ చేసుకుంటాం నేను తల ఊపానని ఎవడు రాయడు కదా ఈ ఈ కేసులో దీన్ని జడ్జీలు ఇప్పుడు అడ్వకేట్స్ ఏంటంటే జడ్జి మూడు పట్టుకున్నవాడే సక్సెస్ఫుల్ అడ్వకేట్ పాయింట్ పట్టుకున్నవాడు కాదు జడ్జి మూడు పట్టుకోవాలి జడ్జి మంచి చిరాకులో ఉన్నాడు అనుకోండి టక్కన తీసుకొచ్చి సార్ పదేళ్ళు అయిందండి ఈ కేసు వాట్ ఈస్ దిస్ అంటే వాడు నో డిస్మిస్డ్ అంటాడు అంత అయిపోయింది జరుగుతోంది ఇది దీన్ని ఎక్కడ జడ్జీలు ఏమంటాం అంటే జడ్జీలు మనం వెళ్ళి కోర్టులో కూర్చుంటే అనిపిస్తుంది పాపం జడ్జీలు ఎంత పాపం చేసుకున్నారో ఏంటి ఇలా చెప్తూ ఉంటే అలా వింటూ ఉండాలి సాయంత్రం వరకు వాయిదాలు వేస్తూ ఉండాలి మళ్ళీ జడ్జీల్లో కొంతమంది జడ్జీలు వాళ్ళు కూడా గంటల లెక్కన వసూలు చేసి లాయర్లు జడ్జీలు అయిపోతుంటారు గంటకి పది లక్షలు ఇరవై లక్షలు ఒక్క కేసుకి ఆ కేసుకి వచ్చి కూర్చున్నాక ఆ కేసు రీచ్ అవ్వలేదనుకోండి దెబ్బకి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఇవ్వాలి ఎందుకంటే అంత పవర్ఫుల్ అడ్వకేట్స్ని వాళ్ళే బుక్ చేసుకుంటారు అందరూ ఇప్పుడు నాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎస్ఎల్పి వేయటం వల్ల నాకు జరిగిన ఉపకారం ఏంటంటే నా కేసులో నేనే న్యాయవాదిని నేనే వెళ్ళి నా కేసు వాదించుకుంటున్నాను ఎందుకంటే సుప్రీంకోర్టులో పట్టి మనం భరించలేము అక్కడేదో నా స్నేహితుడు అల్లంకి రమేష్ అని ఉన్నాడు మా రాజమండ్రి కుర్రాడు అతను లక్కీగా మీ కేసులో మీ దగ్గర రూపాయి తీసుకునే సమస్య లేదని చెప్పి అప్పటి నుంచి ఆ కేసు ఫ్రీగానే ఇది ఏపీ రీఆర్గనైజేషన్ కేసు రెండు కేసులు ఫ్రీగానే చేస్తాడు నెక్స్ట్ ఆడికి వెళ్ళినప్పుడు వచ్చి మా ఇంట్లో ఉండండి అని పిలుస్తాడు అదృష్టం అనమాట అసలు మామూలుగా పొలిటీషియన్ అన్నవాడు పదవ పోగానే వాడు అయిపోతాడు అమ్మమ్మ వాడు అలా వస్తున్నాడంటే ఇలా పారిపోతాడు కానీ నాకు అదృష్టం ఏంటో నేను ఎంపీగా ఉన్నప్పుడు కన్నా ఎంపీగా దిగిపోయిన తర్వాత బాగుంది నాకు నాకు పది మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఇందాక ఈ చూడు నాగార్జున రెడ్డి గారు జైలుకే పోతాను అంటాడు ఎందుకంటే బాబు అంతా జైలుకేం పోకలే మనం జైలుకు పోవటం ఏంటి ఏ ఎవరు అక్కడికి వెళ్ళక్కలేదు ఇది కేసు ఇప్పుడు ఏమవుతుందండి ఈ కేసులో ఒక ఫేవరబుల్ ఆర్డర్ నాకు వస్తే మళ్ళీ కింద ట్రయల్ కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది అంతే అంత మించి ఏం జరిగిపోదు రామోజీరావు గారికి ట్రయల్ కోర్టులో కింద నుంచి మళ్ళీ కేసు స్టార్ట్ అవుతుంది అనమాట ట్రయల్ కోర్టు వినకుండానే హైకోర్టులో కొట్టించేశారు హైకోర్టులో ఎలా కొట్టించేశారు అది కూడా క్లియర్గా జడ్జిమెంట్లో రాశారు ఏమని అవతల ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడలే తెలంగాణ తరఫున ప్రాసిక్యూటర్ ఆంధ్రాని అసలు పార్టీయే చేయలే ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ పార్టీ చేశారు చేసి సరిగ్గా ఎప్పుడు కేసు కేసు వెళ్ళి మెన్షన్ చేస్తే టైం వస్తుంది ఎప్పుడు మెన్షన్ చేశారు కేసీఆర్ గారు అక్కడ అసెంబ్లీ రద్దు చేయగానే వీళ్ళు కేసు తీసుకొచ్చారు అక్కడ అంటే గవర్నమెంట్ ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది ఆ టైంలో ఎలక్షన్ ముందు పెట్టుకుని రామోజీరావు ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా గొడవ పెట్టుకోరు కేసీఆర్ గొడవ పెట్టుకోలే నోరు మూసుకు ఊరుకున్నాడు ఆయన కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చి ఆయన కూడా నోరు మూసి కూరుకున్నాడు ఎందుకంటే జడ్జిమెంట్లో రాసింది ఆవిడ ఎక్కడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోరెత్తలేదు కాబట్టి ఈ సిద్ధార్థ లోధర్ గారని చెప్పి పెద్ద ప్లేటర్ ఢిల్లీ నుంచి వచ్చిన ప్లేటర్ ఇవన్నీ చెప్పాడు కాబట్టి వీటిని అనుసరించి ఫోర్ ఎయిటీ టూ కింద ఇది కొట్టేస్తున్నాను అని నేనేమనుకున్నానంటే ఏదో మూర్తి ఇప్పుడే చూపించాను శర్మ గారికి అది ఏమవుతుందండి కేసు ఆఖరికి బెంచ్లన్నీ రామోజీరావు గారి తరఫున ఉన్నాయనుకోండి ఏమవుతుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి జరగచ్చాయా ఈయన డబ్బు అందరికీ వెనక్కి ఇచ్చేసానని కోర్టును ఒప్పించగలిగితే కోర్టు వారు మాట చెప్పచ్చు ప్రస్తుతానికి ఈ క్రిమినల్ కేసు కొట్టేస్తున్నాం ఇంకా ఈ ఫార్టీ ఫైవ్ ఎస్ ఉంది చూసారా ఈయన వసూలు చేయొచ్చా చేయకూడదా అనేది ఉంది దాని విషయం తర్వాత ఇంకో కేసులో తేలుద్దాం అప్పుడు దాకా దీన్ని ఆపుతున్నాం అన్నది ఇస్తే అది చాలా పెద్ద ఫేవరబుల్ జడ్జిమెంటు రామోజీరావు గారికి ఇచ్చినట్టుగా అవుతుంది ఏమో అలా చేస్తారేమో అన్నారు కానీ ఈ కేసు ఎలా తెలిసింది నాకు ఢిల్లీలో ఎవరో కల్పించాడు సుప్రీంకోర్టులో ఆయన మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు మీ అందరికీ తెలిసిన పేరు చెప్పను జైలుకి వెళ్ళొచ్చాడు ఇలాంటి కేసులోనే చాలా కాలం జైలుకి వెళ్ళిపోయాడు ఏమన్నా మీరు ఎప్పుడు బయటకు వచ్చారని అడిగాను లేదండి బెయిల్ వచ్చేసిందండి బయట ఉన్నాను మళ్ళీ వెళ్ళే ప్రమాదం లేదు కదా అన్నాను అంటే లేదండి రామోజీరావు గారి కేసు తీర్పు వచ్చింది కదా ఇంకా నేను కూడా బయట పడిపోయినట్టేనండి అన్నాడు రామోజీరావు గారు తీర్పు ఏంటా అంటే అదేంటి మీకు తెలీదా రామోజీరావు గారు కేసు కొట్టేశారండి అన్నాను ఎప్పుడు కొట్టేశారు నాకు తెలియదే అన్నాను ఎందుకంటే రామోజీరావు గారు కేసు కొట్టేస్తే ఈనాడు పేపర్లో బ్యానర్ రావాలి రాజశేఖర రెడ్డికి శృంగభంగం రామోజీరావుకి పూర్తిగా క్లీన్ చిట్ ఇంకా ఈటీవీ ఎలా చూపిస్తూనే ఉండాలి అంతే కదా అంత గొడవ జరిగిన తర్వాత కేసు ఆయన నెగ్గితే ఆయన రామోజీరావు గారు ఎంత పబ్లిసిటీ ఇవ్వాలి అప్పటికి ఏడాది పది రెండు నెలలు అయింది ఎక్కడ ఎవరికి తెలియదు ఏ పేపర్లో రాలేదు నేను ఆశ్చర్యపోయాను ఇదేంటని వెంటనే హైదరాబాద్ ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళకి రామోజీరావు కేసు కొట్టేసేటట్టు వాళ్ళకి తెలియదు వెతికి వెతికి మొత్తానికి ఆ కేసు అని పంపిస్తే అందులో ఫోర్ ఎయిటీ టూ అనే దాని ప్రకారం అన్నారు ఫోర్ ఎయిటీ టూ ఏంటి నేను మీకు చెక్ ఇచ్చాను చెక్ డిజానర్ అయింది మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు నేను బెయిల్ మీద వచ్చాను మన ఇద్దరికి క్రిమినల్ కేసు రన్ అవుతుంది ఈ లోపల ఏ అప్పారావారో వచ్చి ఎందుకు మీరిద్దరు ఫ్రెండ్సే కదా గొడవ ఎందుకు డబ్బు ఇచ్చాయి నేను నేను మాట్లాడతాను అతనితోటి అని మిమ్మల్ని పిలిచి ఎందుకులే కక్ష పెట్టుకుంటాం అంటే ఆ రోజు ఎలా చేసేటండి అలా చేసేయండి ఏదో చెప్తే కాసేపు ఆయన సెటిల్మెంట్ చేసి డబ్బు ఇప్పించేసి మన ఇద్దరం కలిసి హైకోర్టులో ఇచ్చి ఫోర్ ఎయిటీ టూ కింద మా ఇద్దరికీ సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి కింద ఉన్నటువంటి క్రిమినల్ కేసు స్పాష్ చేయండి అని ఏమండి శర్మ గారు వింటున్నారా మీరు మీ సబ్జెక్టే అంటే అప్పుడు హైకోర్టు వారు కింద కోర్టులో ఉన్నటువంటి ఆ క్రిమినల్ కేసుని స్పాష్ చేయొచ్చు అది ఫోర్ ఎయిటీ టూ ఆ ఫోర్ ఎయిటీ టూ కింద మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళతో ఈయన సెటిల్ చేసేసుకున్నాడని వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు కోర్టుకి తెలియదు అవతల ప్లేటర్కి తెలియదు మాకు తెలియదు ఎవరి దగ్గర ఎవరి డబ్బులు ఈయన దగ్గర ఉన్నాయి ఎవరా డిపాజిటర్స్ ఉందో ఎవరికి తెలియదు వాళ్ళతో సెటిల్ చేసేసుకున్నాడని కేసు కొట్టేశారు ఆ సెక్షన్ వాడి ఇది చూడగానే సత్యనారాయణ ప్రసాద్ ఏం చెప్పాడంటే సత్యనారాయణ ప్రసాద్ అని అడ్వకేట్ ఆయన ఆయన ఇక్కడ హైదరాబాద్లో మా అడ్వకేట్ ఆయన కూడా అంతే నా దగ్గర డబ్బులు తీసుకోడు ఢిల్లీకి వస్తాడు నా కేసు ఉంటే ఆయన ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ట్రావెల్ చేస్తాడు ఓ రోజు కనీసం మీ ఫ్లైట్ టికెట్ కన్నా డబ్బులు తీసుకోండి అంటే ఊరుకోండి తీసుకోవాల్సిన చోట తీసుకుంటాం కానీ మీ దగ్గర ఎందుకు తీసుకుంటాను అన్నాడు ఆయనకి పంపించాను ఏంటండి తీర్పని ఆయన చూసి అన్నాడు ఫోర్ టూ అప్లై అవ్వదు ఇది మీరు అస్సలు వేయండి అన్నాడు మా అల్లంకి రమేష్ గారికి పంపించాను రమేష్ చూసి చాలా దారుణం అండి కేసు అన్నాడు ఏంటి దారుణం అంటే ఫార్టీ ఫైవ్ ఎస్ ఏం చెప్తుందంటే చాలాసార్లు చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను no person being an individual or a firm or an unincorporated association of individuals shall accept any deposit అంటే ఒక వ్యక్తి కానీ ఒక ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఒక unincorporated association of individuals incorporated association అంటే కార్పొరేషన్ కంపెనీ కింద రిజిస్టర్ అయి ఉండాలి కంపెనీ కింద రిజిస్టర్ అవ్వకపోయినా ఫర్మ్ అయినా ఇండివిజువల్ అయినా డిపాజిట్ తీసుకోకూడదు ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫార్టీ ఫైవ్ ఎస్ అమెండ్ చేసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు చాలామంది డబ్బులు ఇలా కొట్టేస్తున్నారు చిన్న చిన్నవి పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఎత్తుకుపోతున్నారని దీన్ని మార్చి పెట్టారు అప్పుడు దాకా రామోజీరావు గారు కలెక్ట్ చేస్తే ఆయనకి నోటీస్ కూడా ఇచ్చారు నువ్వు ఇంకా ఆప్ చేయని ఆప్ చేస్తున్నాను అని చెప్పాడు కానీ ఆపలేదు దీనికి మొన్న కోర్టులో లీడర్ గారు వెళ్ళి ఏం చెప్పాడంటే no person being an individual or a firm or an unauthorized association of individuals shall accept deposits అని ఉందండి అనాథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ యాక్ట్లో ఉంది అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ దాన్ని జస్ట్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు unauthorized association of individuals collect చేయొచ్చు చేయకూడదన్నారు కానీ మేము హెచ్ఎఫ్ అండి అనాథరైజ్డ్ ఏం కాదు అన్ఇన్కార్పొరేటెడ్ అని క్లియర్గా ఉంది అది మార్చి చెప్పాడు ఆయన అదే రాశారు జడ్జిమెంట్లో అనా అనాథరైజ్డ్ అన్నారు కాబట్టి డబ్బులు వెనక్కి ఇచ్చేసి కాంప్రమైజ్ అయిపోయారు ఫోర్ ఎయిటీ టూ కాబట్టి ఈయన్ని క్రిమినల్ ఛార్జ్ నుంచి తీసేస్తున్నాం క్రిమినల్ ఛార్జెస్ డిస్మిస్ చేసేస్తున్నాం అని రాశారు అంటే కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు తప్పుదోవ పట్టించి తప్పు ఆర్గ్యుమెంట్ సెక్షన్ని తప్పుగా మాట్లాడి తప్పుగా చెప్పి కేసు కొట్టించేసుకున్నారు ఇది మేము ఎస్ఎల్పిలో క్లియర్గా రాసాం పైపెచ్చి ఆయన ఏం ఏం రాశాడు మన ఎస్ఎల్పి కౌంటర్గా మామూలుగా ఏ జడ్జిమెంట్ అయినా కింద కోర్టులోది పై కోర్టుకి అప్పీల్కి వెళ్తే ఏం రాస్తాం లాయర్లు చాలామంది ఉన్నారు కదా ఈ లాయర్ గారు బ్రెయిన్ సరిగ్గా ఈ జడ్జి గారు సరైన యాంగిల్లో చూడలేదండి బ్రెయిన్ సరిగ్గా అప్లై చేయలేదు అందుకే మాకు అన్యాయం జరిగింది మీరు ఇదిగో సరిగ్గా చూసి మాకు న్యాయం చేయండి అనే రాస్తాం దానికి ఏం రాశాడంటే to tarnish the image of the respondents అంటే రామోజీరావు గారు in the eye of the public and tarnish the image of the land single judge judge గారిని టార్నిష్ చేద్దాం అనుకున్నాను నేను and the honourable high court itself court పరువు తీయడానికి జడ్జి పరువు తీయడానికి రామోజీరావు పరువు తీయడానికి నేను వెళ్ళి సెల్ఫీ వేసాను కాసేపు అయితే ప్రెసిడెంట్ పరువు మోడీ పరువు ఇక అలా ఎక్కడికో పోను బైడెన్ పరువు ఇక్కడ ఏంటి అప్పీల్ చేసాం అప్పీల్ చేసిన దాంట్లో క్లియర్గా ఇది ఉంది అన్ఇన్కార్పొరేటెడ్ అని చెప్పవలసింది ఆర్గ్యుమెంట్ అనాథరైజ్డ్ అని చెప్పావు జడ్జి గారు తప్పేం లేదు వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదు చెప్పాలి అక్కడ తప్పు చెప్తున్నావు ఆయన అన్ఇన్కార్పొరేటెడ్ అని ఉంది యాక్ట్లోను అనానాథరైజ్డ్ అని ఎలా చెప్తావు నువ్వు అని చెప్పి చెప్పాలి చెప్పలేదు అతను అది కూడా ఆవిడ నోట్ చేసింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నోరెప్పలేదు అని ఇంగ్లీష్లో నోట్ చేసింది ఈ కేసు మీదే మనం ఎస్ఎల్పీకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఈ మధ్యన ఇందాక చెప్పారు జీవీ రెడ్డి గారని ఆయన నాకు కూడా బాగా తెలుసు ఆయన ఆడిట్ చార్టెడ్ అకౌంటెంట్ చేశాడు లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు కుర్రాడు మంచి బాగా మాట్లాడతాడు నేను చాలాసార్లు చూశాను ఆయన ఛాలెంజ్ చేస్తే నేను ఒప్పుకున్నాను ఎందుకంటే ఎంతసేపు ఒక్కడనే ఇలా కొట్టుకుంటూ ఉన్నాం ఇదే పని ఇంకేం నీకు పని లేదా అని చాలామంది అడుగుతున్నారు ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళు చెప్పింది వాళ్ళ జ్ఞానం కూడా మనకు కొంచెం అబ్బుతుందేమో అందులో నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు చార్టెడ్ అకౌంటెంట్ అంటే చిన్న విషయం కాదు చాలా కష్టం అది పాస్ అవ్వడం అది పాస్ అయ్యి వచ్చినవాడు లా ప్రాక్టీస్ చేస్తున్నాడు సరే తెలుగుదేశం తరఫున అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ కిందే వస్తున్నాడు ఆయన అప్పుడే గోడాలో ప్రెస్ క్లబ్ బుక్ చేశారు ఆ బుక్ చేసింది కూడా తెలుగుదేశం నేషనల్ స్పోక్స్ మ్యాన్ అనే బుక్ చేశాడు వస్తున్నాడు ఆయన ఇందాక జనార్దన్ రెడ్డి గారు అంటున్నారు మన నాగార్జున రెడ్డి గారు ఎక్కడ నీకెక్కడ సార్ ఏమైనా కాటా కుస్తీ పోటీయా సరిపోవడం ఏముంటుందండి ఆయన మాట ఆయన చెప్తాడు నా మాట నేను చెప్తాను ఇలాంటి డిబేట్లు జరగాలి జరిగితేనే మంచిది ఇప్పుడు ఎక్కడ డిబేట్లు జరగట్లా అసెంబ్లీ పార్లమెంట్లో ఎప్పుడో పోయింది కనీసం టీవీలో డిబేట్ చూద్దామరా అంటే ఈ టీవీకి వాళ్ళు వెళ్ళరు ఆ టీవీకి వీళ్ళు వెళ్ళరు ఎవరి టీవీలు వాడివే వాళ్ళ వాళ్ళ పార్టీ నలుగురు కూర్చుని వాళ్ళు పొగడు ఇదేం డిబేట్ డిబేట్ అంటే నేను చెప్పేదానికి వ్యతిరేకంగా నువ్వు చెప్పాలి ఇద్దరం మాట్లాడాలి అంతేగాని ఎక్కడగా అసలు డిబేటే జరగట్లే రేపు వచ్చే ఆదివారం జరగబోతోంది ఆయన జీవి రెడ్డి గారు చెప్తాడు ఆయన చెప్పాల్సింది ఏదో చెప్తాడు నేను చెప్పాల్సింది నేను చెప్తాను దానికి ఏం పెద్ద అక్కడ ఏమి జడ్జీలు గిడ్జీలు ఏమి ఉండరు ఇలా మీలా చూసిన వాళ్ళు వీడు చెప్పింది కరెక్టరా ఇది కూడా రామోజీ రావు గారు అనుకూలందరూ కూడా వాడు చెప్పింది కరెక్ట్ అంటారు వ్యతిరేకులందరూ వీడు చెప్పింది కరెక్ట్ అంటారు ఇది అందుకని దీనికి ఒక పర్పస్ లేదు కానీ ఒకటి ఏంటంటే నాకు ఆనందం కలిగించింది ఇన్నాళ్ళకి తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా ఒప్పేసుకుంది రామోజీరావు గారికి ఏదైనా జరిగితే మేము వెంటనే వస్తామని దాని అర్థం ఏంటంటే ఆ పార్టీకి చాలా ముఖ్యంగా చెప్పాను కదా ఆదిరెడ్డి అప్పారావు గారి కన్నా రామోజీరావు గారిని పేరెత్తడానికి వాళ్ళు సిద్ధపడరు ఆదిరెడ్డి అప్పారావు గారు లోపల ఉన్న వీళ్ళకి అభ్యంతరం లేదు కానీ రామోజీరావు గారి పేరైతే అసలు ఆయన ఒకలాగా ఈయన ఒకలాగా ఎలా చూస్తుంది ఈ గవర్నమెంటు అని అడగవలసింది పోయి ఈయన వచ్చి పరామర్శించారో ఏదో ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారు సరే అది వేరే విషయం అందుకని రేపు జరగబోయే దాంట్లో చిట్ ఫండ్ కంపెనీ మీద అది ఇది